జానుంది అయ్యి బాబోయ్ ఒరే మనం హోటల్ పెట్టి ఏడు నెలలైంది లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది మనకి లాభం రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా ఆ అప్పజ్జిగాడు నేను అదే ఆలోచిస్తున్నాను రా అరే ఒక్కొక్క కూరకి చెంబు నెయ్యేసేసుకుంటున్నాడు రా మరీ కకృతిగాడి కాకపోతే పెరుగులో ఏమిట్రా వాడి చేతి కంటే జిడ్డు తెలుసుకోవడానికి రోజుకో కొత్త సబ్బు అవునా పోనీ వాడు ఒక్కడే వచ్చి మేస్తాడు అంటే అది లేదురా రోజు చుట్టాలని బంధువులని చెప్పి తీసుకొచ్చి పేకలు దాకా మేపు తీసుకెళ్లిపోతున్నాడు నిన్న వాడు వెంట వచ్చింది ఎవరంట ఎవడో నీగ్రోగాడు వాడి బావమర్దని చెప్పి నాకు పరిచయం చేశాడు నీగ్రోగాడు వాడి బావమర్ద వాడి తాత అల్జీరియాలో కాల్జారాడు ఏమోరా మొన్న మరీ దారుణం దుబాయ్ షేక్ని తీసుకొచ్చి మా వేలు విడిచిన పెదనానా అన్నాడు ఆ షేక్ గడి ఈడితోని ఆలు మా అల్ఫత్ అల్ఖైదా అంటున్నాడు ఈడేమో తెలుగులో చెప్పు నాకు అంటున్నాడు ఈడు మాట్లాడింది ఆడి తెలియట్లేదు ఆడు మాట్లాడింది ఈడి తెలియట్లేదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అంటే నాకు తెలియట్లేదు రైట్ టోటల్గా ఆడి గెస్ట్ని మన గెస్ట్ అని చెప్పి మేపించేస్తున్నాడు రా కొంపదీసి ఇక్కడ ఫుల్ మీల్స్ పెట్టించి బయట వాళ్ళ దగ్గర ప్లేట్ మీల్స్కి డబ్బులు తీసుకుంటున్నాడేమో ఆ, అంత పని చేసే దగులు బాజీయే ఆ అప్పాజీగాడు అందుకే దీని గురించి తీవ్రంగా ఆలోచించి ఓ ఐడియా వేశా ఏంటది చెప్తా చేసి చూపిస్తా ఒరేయ్ నువ్వేదన్నా ఐడియా చెప్పి చేస్తేనే నాకు డేంజర్ రేట్ వెలుగుద్ది చెప్పకుండా చేసావు టోటల్గా ఫీజు తగ్గుద్ది బాబాబు ఈ ఒక్కసారి క్లియర్గా చెప్పరా నా ఒరే అప్పాజీ ఈ గజ విరేచిని చూసావా దీన్ని చూస్తే గోప్రవేశం గుర్తుకు రావాలి గజ విరోజ్ ఎందుకు ప్రత్యేకంగా ఏనుగుల కోసం తయారు చేసిన ఆముదం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చా కేరగా దొరికింది కదా అని చెంబుడు నెయ్యి లాగించేస్తావా ఉండు నీ పని చెప్తా <laughs> ఏమండి అయిపోయిందా నేను రెడీ అయిపోతున్నాను మీరు కూడా త్వరగా రండి ఆ, ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా రాజీ ఏమిట్రా హడావుడి ఇంకా కస్టమర్లు వచ్చి టైం అవ్వలేదు కదా ఇక్కడ కస్టమర్లు రావడానికి టైం ఉందిరా అక్కడ నేను కస్టమర్ అవడానికి టైం అవుతోంది అంటే ఏంటి నువ్వు ఇక్కడ వంటలు ఉండేసి ఇంకో హోటల్కి వెళ్ళి భోంచేస్తావా చేస్తావా అదేం కాదు రేపు మా మ్యారేజ్ డే శాంత నేను షాపింగ్కి వెళ్ళాలి చాలా కొనాలి సాయంత్రానికి కానీ రాలేం అంటే ఈ రోజు పనంతా నేనే చేసుకోవాలా ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ కారా ఇవాళ రెగ్యులర్ ఫుడ్ తయారు చేసేసాను ఎవరన్నా ఏదన్నా కావాలన్నారనుకో ఈ రోజు మెను ఇంతే ఆ, మరి కాఫీ టీలు అడిగితే పద్దు ఉంది కదరా తను చూసుకుంటుందిలే ఏం పొద్దును తనకింకా క్యాటరింగ్ కోర్సులో టీ కాఫీలు పెట్టు నేర్పించారో లేదో కాఫీ టీలు తయారు చేయడానికి క్యాటరింగ్ కోర్సే చదవక్కర్లేదు ఇవాళ ఒక్కరోజుకి కాలేజీ మనీ నీ సహాయంగా ఉండమని చెప్పు రే ఇందాక నీతో ఏదో చెబుదాం అనుకున్నాను రా అది అది ఏంటది అదేరా నువ్వు రాగానే చెప్పాలని ప్రయత్నం చేశా నువ్వు ఏదేదో మాట్లాడేసి నన్ను చెప్పనీయకుండా చేసేసావు సెలవు అడుగుదాం అనుకున్నావు అదే అది నోట్లో ఆడుతూనే ఉందిరా నోట్లో బాగా ఆడుతుంది ఆడుతుంది ఆడుతుంది నాలిక అనుకుంటా కోసి పక్కన దొబ్బు శనదులు ఎక్కడికి తిప్పుకుంటా బయలుదేరావు ఎక్కడికి తిప్పుకుంటా బయలుదేరావు అంటున్నా కాన్వెంట్ కి కాన్వెంట్ ఈ వయసులో కాన్వెంట్ ఏంటి లేకపోతే ఎక్కడికి వెళ్ళాను నిన్న కాలేజీకి వెళ్ళావు మరి మళ్ళీ కొత్తగా అడుగుతావే ఎక్కడికి బయలుదేరావని నువ్వు మీ ఎక్కకన్నా రఫ్ మీ ఎక్కడ పది ప్రశ్నలు అడిగితే తొమ్మిది క్రాస్ గా చదువుతుంది నిన్ను పది ప్రశ్నలు అయితే పదకొండు క్రాస్ గా చదువుతున్నావు రెండు ఆకులు ఎక్కువ చదువు నువ్వు అడిగే ప్రశ్నని బట్టే సమాధానాలు కూడా క్రాస్ గా ఉంటాయి పద్దు వన్ మినిట్ ఏంటి ఏమి లేదు అంజిగాడు ఈ రోజు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు ఈ ఒక్క రోజుకి నువ్వు నాకు కొంచెం సహాయంగా ఉండవా ఏంటి ఇప్పుడు ఆ వంటలన్నీ నేను చేయాలా ఆ అక్కర్లేదు అన్ని వాడు చేసే వెళ్ళాడు మరి కాఫీ టీ నాకు పెట్టం రాదు దాని గురించి అదేమంత పని బావా దానికి అసలు మనిషి అవసరం లేదు ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ టీ ఇవ్వు ఇన్స్టెంట్ కాఫీ తెలుసు ఇన్స్టెంట్ టీ ఎలా టీ బ్యాగ్స్ యూస్ చేసి చేస్తే ఇన్స్టెంట్ టీ రెడీ దానికోసం నేను నా కాలేజ్ మానాలా అసలే ఇవాళ క్యాటరింగ్ లో చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది మిస్ అవ్వకూడదు ప్లీజ్ బావా ఎలాగోలా అడ్జస్ట్ అయిపో వస్తాను బాయ్ బాయ్ <laughs> ఆడేమో ఇన్స్టెంట్ ఫుడ్ చేసి వెళ్ళిపోయాడు ఇదేమో ఇన్స్టెంట్ కాఫీ చేసుకోమంటుంది అంటే కాన్స్టెంట్గా పాటలు పడేది నేను ఒక్కనేనా రాత చెప్పండి సార్ ఏం కావాలి ఓ ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ వడ ఒక్క సెకండ్లో తెస్తా అలాగే వెటగారం కాకపోతే వన్ సెకండ్లో తెస్తారంట ఇడ్లీ అంటే ఎంత గట్టిగా ఉందా చట్నీ మెత్తగా ఉంది కదా వడ ఏంటి ఎంత జిడ్డుగా ఉంది బాగా జిడ్డుగా ఉందా నూనెలో ఈత కొట్టిందిలే పావు బాజీ ఉందా పావు పావు బజ్జీయా ఫుల్ బజ్జీ తీసుకోండి చెప్పండి సార్ ఏం కావాలి మీకు అకౌంట్స్ కావాలి అకౌంట్స్ అకౌంట్సా బెల్జియం ఫుడ్ అమృతం అమ్ సార్ మీరా నేనే ఎన్ని రోజులు మొత్తం పోయింది అమృతం అవన్నీ అలా ఉంచావు ఇంతకీ ఏం కావాలి సార్ మీకు పాత అకౌంట్స్ బ్యాలెన్స్ చేయాలి చేయాలి పాత అకౌంట్సా ఇక్కడికి వచ్చిన అకౌంట్స్ పోలేదా నాకు చూడు తుప్పు కొంపు కొట్టేస్తున్నాయి చూడు ముందు ఇదేంటిది ఏడు ప్లస్ మూడు పదకొండు పదే కదా ఫస్ట్ దెబ్బింది సార్ ఇక్కడికి తొమ్మిది రూపాయలు తేడా వచ్చింది నాకు తెలుసు మిగిలిన ఫైల్స్ కూడా కానీ బేరర్ బేరర్ ఏం కావాలి చట్నీ రూపాయి పావులా ఏంటి చట్నీ ఎక్స్ట్రా అడిగితే రూపాయి పావులా చట్నీ కదయ్యా అకౌంట్స్ రూపాయి పోవాలా సార్ నేను ఇప్పుడే వస్తాను తొందరరా బాబు నాకు ప్లేట్ పూరి తెస్తున్నానండి నేను అడిగింది పూరి అయ్యా ఒరే అంజు ప్లేట్ పూరి ఏం తెస్తారో ఏంటో ఈ మహానుభావుడు మళ్ళీ పడుకున్నాడు ఆ. చంపేస్తే చింపేస్తే చంపేస్తాడు తోటలేసేద్దాం సార్ ఎంతవరకు వచ్చింది సాంబారు సాంబారా ఏమి లేదు సార్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తాను పా- పంతొమ్మిది రూపాయల యాభై పైసలు తేడా వచ్చిందండి ఆ పంతొమ్మిది రూపాయల యాభై పైసలు ఎందుకు తేడా వచ్చింది <laughs> కదా ఆ పంతొమ్మిదిన్నర అనే వసూలు చేయడానికి వచ్చాను ఏంటి పంతొమ్మిది రూపాయల యాభై పైసల కోసమా పంతొమ్మిదిన్నర అంటే చీప్ గా కనపడుతుందా నీకు దానికి ముప్పైన్నర కలిపితే యాభై రూపాయలు దానికి ఎనభైన్నర కలిపితే వంద రూపాయలు తొమ్మిది వందల ఎనభైన్నర కలిపితే వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభైన్నర కలపండి లక్ష అవుద్ది ఏ వెటకరంగా ఉందా తీడబ్లో ఇదిగో ఇరవై రూపాయలు ఇరవై అర్ధ రూపాయి చిల్లర లేదయ్యా నా దగ్గర టిప్పుగా ఉంచుకోండి ఆ? ఆ, టిప్పు సుల్తాన్కి ఇవ్వండి అంటున్నా టిప్పు సుల్తానా ఏం మాట్లాడతావో అర్థమై చావదయ్యా నాకు బాగానే సంపాదిస్తున్నట్టున్నావు ఏదో కొద్దిగా కొద్దిగా కాదు బాగానే సంపాదిస్తున్నావు బాగానే ఉండేదేమోనండి మా ఇంటి వంటరు ఓసీ కేసు ముప్పద్ర ఫ్రీగా తినేసి నన్ను ఎదకుండా చేస్తున్నాడు వాడిదేముందయ్యా అర్భకుడు బెల్ట్ పెద్దదే గాని పొట్ట చిన్నదే నా లాంటి వాడైతే నువ్వు తట్టుకోగలవా నీకు తెలుసు కదా మూడు పూట్ల మూడు కుంభాలు లేపేస్తాను ఎన్నిసార్లు చూడలేదు సార్ అయినా మీరు తింటే ఒక్క టేబుల్ ఏం సరిపోతుంది ఇంకో టేబుల్ జాయిన్ చేయాలి అది సరేగానండి మన బాబో కుక్క బిస్కెట్లు సేల్స్ ఎలా ఉన్నాయి నాదేముందిలేవయ్యా కుక్కలకు అమ్ముకునేవాడిని నువ్వు మనుషులకు అమ్ముకునేవాడివి ఏమంటావు కుక్కలకు పెట్టే ఐటమ్స్ మాకు పెడుతున్నావు సార్ మేము ఏదో మా కంపెనీ విషయాలు మాట్లాడుకుంటున్నామండి మీరు తినండి చెప్తాను తినండి సార్ ఇక్కడ వద్దు పబ్లిక్ అయిపోతున్నాం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి సార్ ఇక్కడైతే మెత్తగా ఉంటుంది సీటు బా అమృతం నీ మర్యాదలకేం గాని ఏంటి హోటల్ బిజినెస్ లో బాగా రాణిస్తున్నట్టున్నావు <laughs> అంత మీ టిఆర్ఎస్ అండి అదే టెంపరీ రిటైర్మెంట్ స్కీమ్ ఓహో నీకు మన బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళు గుర్తున్నారా వాళ్ళ మధ్య మనతో టై అయిపోయారు కదా అవును వాళ్ళకి ఇప్పుడు బాగా క్యాటరింగ్ చేసే రెస్టారెంట్ ఏదైనా ఉంటే చెప్పమన్నారు ఏదన్నా ఎందుకండి నా అమృత విలాస్ ఉంది కదా ఇక్కడ ఐటమ్స్ అన్ని సూపర్ ఆ విన్నాను విన్నాను క్యాటరింగ్ గురించి రికమెండ్ చేస్తే బయట హోటల్స్ వాళ్ళు టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తుంటారు తెలుసా టెన్ పర్సెంటా నేనైతే ట్వంటీ పర్సెంట్ ఇస్తానండి ఎలా అయినా ఆర్డర్ మనకే వచ్చినట్టు చూడండి వాళ్ళు స్టాఫ్ నూట యాభై మంది ఉంటారు అలాగే వీళ్ళే అనుకుంటా ఈ మధ్యన నిమ్స్ హాస్పిటల్ కూడా కొనేశారు అక్కడ పేషెంట్స్ డాక్టర్స్ కలిపి మూడు వందల మంది ఉంటారు ఓకే దాని తర్వాత అసెంబ్లీ సెషన్స్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి విత్ స్పీకర్ ఎమ్మెల్యేలు అందరూ కలిపి మూడు వందల మంది ఉంటారు కోప వచ్చిందా వీళ్ళెవ్వరూ వద్దండి ఆ నూట యాభై మందే నాకు సరిపోతారు పర్ హెడ్ టిఫిన్ కి భోజనానికి నలభై రూపాయలు వేసుకుందాం అంటే రోజుకి ఎంత అవుతుంది ఆరు వేలు దాంట్లో ఇరవై పర్సెంట్ కమిషన్ మీకు ఇస్తే ఎంత పన్నెండు వందలు నెలకెంత <gasps> మై గాడ్ ముప్పై ఆరు వేలు ఏమండి కుక్క బిస్కెట్ల కంపెనీలో నెలంతా కష్టపడితే మీకు ఎంత వస్తుంది పన్నెండు వేలు పన్నెండు వేలు ఇక్కడ పది నిమిషాలు మీరు కష్టపడి ఆర్డర్ తీసుకొచ్చారనుకోండి దానికి మూడు రెట్లు ఎక్కువ ముప్పై ఆరు వేలు ఏంటో నా అదృష్టం పంతొమ్మిదిన్నర రూపాయలకు వస్తే నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు కలిసి వస్తుంది మరందుకే ఈ ఆట ఎలా అయినా నాకు వచ్చినట్టు చూడండి నేను అడిగితే కాదనరా అనుకో బాబు ఈ ఒక్క మెలు చేయండి ప్లీజ్ అమృతం నువ్వు అంతగా అడగాలటయ్యా నేను చేస్తాను కదా మీరు చేస్తారంటే అయిపోయినట్టే రేపు మీరు ఏం చేస్తారంటే బిహెచ్ఎల్ ఈసీఎల్ ప్రాగటల్స్ ఈ మూడు కంపెనీలు కవర్ చేయండి సాయంత్రం టైం ఉంటే ఏరోప్లేన్ లో కూడా క్యాటరింగ్ నాకే ఆర్డర్ ఇప్పించరా అమృతం రోజు ఇదే పనా నాకు ముప్పై ఆరు వేలండి నూట యాభై మందికి సరేననుకో ఆ బెన్సన్ అండి కన్సోల్ట్ తో నేను ఫోన్ చేసి మాట్లాడాలి కదా ముందా పని చేయని ఆయన ఎవడో బిల్లు ఒకటి వెళ్ళిపోయినట్టున్నాడు నేను ఇప్పుడే వస్తాను చూడు ఆగురావు ఏం కావాలి ఒక ప్లేట్ ఇడ్లీ పార్సిల్ కావాలి ఇడ్లీ కానీ చట్నీ వద్దు చట్నీ వద్దా కస్టమర్స్ ఇలా ఉంటే మేము డెవలప్ అవుతాం దీని నిండా సాంబార్ కావాలి సాంబారా తొక్కలో ప్లేట్ ఇడ్లీకి ఎంత సాంబారా ఎవరినిది టూ టూ తెస్తానండి సార్ ఈ తగలయ్యా ఒక సెకండ్ టైం జరిగితే వన్ అవర్ పడుకుంటాడు ఏమైంది <laughs> నేను పడుకున్నాను అమృతం సార్ ఆ బెన్సన్ డిక్కెన్స్ వాళ్ళు ఏమన్నారు నేను అడగటం వాళ్ళు ఒప్పుకోపోవడం పైగా మన హోటల్ గురించి చాలా బాగా చెప్పాను అవి బాబు నాకు సిగ్గేసేస్తుంది కానీ వాళ్ళు సాయంత్రం అమెరికా వెళ్తున్నారు ఫైవ్ క్రోర్స్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకురావడానికి అలాగా మరి ఏమనుకున్నావు వాళ్ళకి నా మీద ఎంతో గౌరవం ఉండబట్టి అది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ట్రిప్ అయినా ఈ శాంపుల్ లంచ్ రావడానికి ఒప్పుకున్నారు నువ్వే నా పరువు నిలబెట్టాలి నేను పుట్టిందే మీ పరువు నిలబెట్టడం కోసం సార్ వాళ్ళకి భారీగా వడ్డించేద్దాం ఏంటో ఇవాళ మెను వినండి మినప్పచ్చడి మామిడికాయ పప్పు బెల్లం రసం అబ్బా ఇంగువ సాంబారు జెర్సీ పెరుగు వాళ్ళకి కావాల్సింది అచ్చ తెలుగు పులుసు కూరలు కాదు మరి ఇంకేం కావాలి సార్ ఇంటర్ కాంటినెంటల్ డిషెస్ ఆ డిష్ నాకు రాదే అబ్బా అమృతం ఇంటర్ కాంటినెంటల్ డిష్ అంటే అదో డిష్ కాదు నేను చెప్తాను నువ్వు రాసుకో చెప్పండి Hakka Chinese noodles vegetable spring rolls fried wontons dice chicken లూస్ prawns Shanghai Manchuria Kashmiri biryani Andhra item ఒకటి చెప్పారయ్యా ఆ కోడిగుడ్లు పులుసు రాస్తున్నావా సరే ఇవన్నీ వాళ్ళు అమెరికా వెళ్తూ మధ్యలో ఫ్లైట్లో తింటారా కాదు ఇక్కడికి వచ్చి తిని మరీ వెళ్తారు ఇవి తిన్నాక ఎలాగో వెళ్తారు సార్ ఇందాక మీరు చెప్పిన చైనా డిషెస్ రాయటానికే నా చేయి తిరగలేదు ఎప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇవన్నీ చెయ్యాలి అంటే అంటే రెడీ అవ్వా అవుతాయి మీరు ఒక చేయి హెల్ప్ చేస్తే అమృతం వాట్ డూ మీన్ నేను వంట చేయడమా ఇంపాసిబుల్ సార్ సమయానికి మా అంజిగాడు కూడా హోటల్లో లేడు ఇప్పుడు మీరు చేయను అంటే నా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది మీ కమిషన్ పోతుంది హోటల్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది నారు పోశారు దాని మీద అమోనియా జలలేరా నూర్పిళ్ళు కూడా చేసి పెడతాను తిరిగ్గా ధాన్యం తీసుకుని వెళ్తే కానీ ధాన్యం నేనేం చేసుకుంటానండి దాని బదులు ఏ వైట్ రైసో ఫ్రైడ్ రైసో చేసి పెడితే నాకు హెల్పింగ్ అవుతుంది please sir no please sir impossible మీ ఇష్టం సార్ ఒక్క ఉల్లిపాయ మీరు వన్ అవర్ వస్తే మనం భోజనాలు తయారు చేసేలోపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి అక్కడ భోజనం చేస్తుంటారు నేనేమన్నా నీకు రోజు వంద మందికి వంట చేసే వాళ్ళ కనపడుతున్నా సార్ మీరే కదా వచ్చేది ఇద్దరైనా పది మందికి సరిపడా మెనూ చెప్పారు సాయం చేస్తున్న పాపానికి నాతో వంట చేయించుకుంటున్నావు అది మర్చిపోతున్నావు నువ్వు కోపం కాదండి ఇప్పుడు పని ముఖ్యం నేను ఈ కూరగాయలని తరుగుతుంటాను మీరు అట్టే వెళ్ళిపోయి చిందర వందరగా ఉన్న టేబుల్స్ అన్ని సర్దేసి ఆ ఇంగిల్ పీసలు ఉన్నాయి కదా అటు నవ్వుతూ శుభ్రంగా క్లీన్ చేసేయండి అమృతం చివరికి ఆ పని కూడా నేనే చేయాలా అయినా నీ హోటల్ హోటల్లో క్లీనర్స్ సర్వర్స్ ఎవరు ఉండరా ఎంత మంది ఉన్నారండి కానీ వాళ్ళందరూ మోకమ్మడిగా సెలవు పెట్టి తెచ్చారు హోటల్ ఓనర్ నేనే ఆలిన వన్ గా పనిచేయవలసి వస్తుంది చూడండి కొన్ని పనులు అవ్వాలి అంటే కొన్ని పనులు చెయ్యాలి అంటే అంటే ఇది ఇలా ఇవ్వండి ఇది ఇలా ఇవ్వండి మీరు వెళ్ళి నేను చెప్పిన మళ్ళీ చేయండి చేయండి బాగుంటుంది మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అమృతం టేబుల్స్ అన్ని క్లీన్ చేసేసరికి నడుం పట్టేసింది అమృతం బాగా పెయిన్ గా ఉందండి అవును పెయిన్ తగ్గాలంటే కళ్ళు మూసుకోండి ఇదేటిది ఇదేంటిది ఇదేంటిది బిడ్డ ఈ అమృత విలాస్ కి ఈ రోజు మీరే చీప్ నేనా మీరు కాకపోతే నేను వంట చేశాను అనుకోండి నాకు ఆర్డర్ రాదు మీకు కమిషన్ అయితే మాత్రం నేను ఒక్కడిని ఈ వంట అంతా ఎలా చేయగలను మీ బలం ఏంటో మీకు తెలియదు సార్ గుర్తెచ్చుకోండి లాస్ట్ ఇయర్ వంగండి లాస్ట్ ఇయర్ మనం వనభోజనానికి వెళ్ళినప్పుడు అటు తిరగండి మీరు వంట చేస్తే పక్క వనంలో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి భోంచేశారు అంతెందుకు మన ఆఫీసులో పనిచేస్తాడు స్వామినాథన్ ఆ ముక్కలు పెట్టుకుంటాడే ఆడు మొత్తం తినేసి వేసుకుంటూ రెండేళ్ళు కూడా మింగేశాడు ఏదో నువ్వు అభిమానం కొద్దీ అంటావు గానీ నేను ఈ వంట అంతా చేయగలనా <laughs> సార్ మీ సంగతి మీకు తెలియదు మీరు ఒక్కసారి గడిదిప్పారనుకోండి మనం బయట వెళ్ళిపోతాం నీ అభిమానంతో నన్ను పాకంలో పడేస్తున్నావు నడు సూపు మరి పల్చగా ఉంది సార్ సూపా ఆ, అమృతం అవి గుడ్లు పెడుతున్నాను నువ్వు వెళ్ళి ఛీ, సారీ సార్ దీంట్లో ఉప్పు ఎంత ఏమంటారు తల కొట్టి రెండు స్పూన్లు అమృతం ఏంటిదే కారం ఎంత ఏమంటారు కారమా తలకో ఇదిగో లెవెల్ చేసి రెండు స్పూన్లే సార్ అయింది సార్ లెవెల్ అయింది అమృతం ఏం ఇదిగో నువ్వు పని చేయి ఇదిగో నువ్వు అటు దయచేయి దయచేయి ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా గుడ్లు పులుసు ఒకటే బ్యాలెన్స్ ఉంది వాళ్ళు వచ్చే టైం అయింది గేట్ దగ్గర నిలబడి వాళ్ళు వచ్చిన వెంటనే చెప్పు థ్యాంక్ యూ సార్ ఐటమ్స్ అన్ని చేశాడు కానీ గుమ్మ గుమ్మలే మిస్ అయినాయి ఎస్ నెయ్యి వెయ్యాలి అబ్బా ఓ అయ్యి బాబా ఎంత ఏరీలు అమృతరా అమృతరా అమృతరా లేడు సార్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు అంబజరాబాయ్ గారు మీరా ఏమిటి అవతారం మీరు ఇక్కడ కుక్కుగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా అబ్బాయి అటువంటిది ఏం లేదు సార్ అమృతరా అమృతరా అబ్బా అబ్బబ్బబ్బా ఇందాక నుంచి కండ్రెప్ పేయకుండా అక్కడే చూస్తున్నాండి అప్పడం కలిద్దరు రాలేదు ఆ, అయిపోయి. ఈ, ఉమ్. పంపించనాభం గారు మీరు కూర్చోండి మీరు చెయ్యండి సార్ నేను తర్వాత భోంచేస్తాను విచిత్రమైన మొహమాట మీకు కూర్చోండి సార్ కూర్చోండి కష్టపడి చేశారు కదా తిట్టడానికి కొన్ని కష్టపడి చేయలేదులేండి వడ్డించు ఓ నాకు కాదు అక్కడ సార్ ప్లీజ్ ఏమండి మీకు ఇష్టమని రౌండ్ గా ఉండే చేసుకున్నారు వడ్డించు వడ్డించు బాగుంటుంది తినండి సార్ తినండి తినండి అమృతం అమృతం అక్కడ కూడా వెయ్యయ్యా సార్ మీరు తినండి అదే ఆ ఫ్రై ఈ నూడిల్స్ అయ్యి నూడిల్స్ అక్కడ తినండి సార్ తినండి తినండి చాలు చాలు చాలు చాలా అమృతం లంచ్ చాలా బాగుంది ఇంత అద్భుతమైన రుచి ఎక్కడ చూడలేదయ్యా థ్యాంక్ యూ సార్ అదేమిటో టోటల్ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏవో యూస్ చేస్తుంటాడు అమృత అయ్యో అలాంటిది ఏం లేదండి ఇందులో నాదేముంది అంత అంబుజనాభం గారు చేశారు నేనేదో పైన అలా జరిగింది మాకు క్యాటరింగ్ చేయడానికి నీకే ఆర్డర్ ఇస్తాను ah. మేము వెళ్ళి కాంటాక్ట్ ఫామ్ పంపిస్తాం సంతకం చేసి పంపించాం థ్యాంక్ యూ సార్ ఓకే ఇంకా థ్యాంక్ ah, యూ అమ్మయ్యా ఇదంతా మీ తలవే సార్ మీ రుణం నేను ఎలా తీర్చుకొని చెప్పండి సర్లేవయ్యా వదులు మీ రుణం ఎలా తీర్చుకోను పర్లేదయ్యా వదులు మీ రుణం ఎలా తీర్చుకోను వదులా మీ రుణం వదులా మీ రుణం వదులా మీ రుణం ఎలా వదలకపోతే రుణం కాదు దారుణం జరిగిపోయే ఉంది బాత్రూమ్ ఎక్కడైందో చూపించావు ఏంటి సార్ ఏంటి సార్ మీకు ఏంటి సార్ మీకు సడన్ గా ఏంటి సార్ మీకు ఇంత సడన్ గా అంత తొందర అబ్బా ఏం సార్ సంచి ఖాళీ అయినట్టుంది ఒక ప్లేట్ లూజ్ ఫ్రాన్స్ వేస్తారండి నీకేమైనా స్క్రూ లూజా నాకు అసలే బిగ్గా లూజ్ మోషన్స్ అవుతుంటే ట్యాంక్ లో వాటర్ ఫుల్ గా నింపేవా సార్ ఎప్పుడు నింపే నింపాను సార్ మీరు లేరప్పుడు అప్పుడు ఇగో డబ్బులు ఇగో అబ్బా అబ్బా అమృతో ఈసారి జాడించి కొట్టిందయ్యా నీళ్లు కూడా అయిపోయినట్టున్న ట్యాంక్ లో కొంచెం తెప్పిస్తావా ఇప్పుడే కదండి నింపించాను రే ఇంకో ట్యాంక్ తీసుకురా ఆ కూరల్లో ఏం కలిపావు ఏంటో అబ్బా నేను ఎక్కడ కలిపానండి అంతా మీరే కలిపారు కదా నేనేదో తలగొట్టి కాస్త ఉప్పు కారం కలిపాను అంతే అవును నా పరిస్థితి చూస్తూనే ఇవన్నీ తింటున్నావా నువ్వు ఎవరుకుండా నేను మరీ అంతా మేకున్నా ఈ పక్క హోటల్ తెప్పించాను చాలా బాగుంటాయి సౌత్ ఇండియన్ ఫుడ్ అమృతరావు నన్ను ఒక్కడిని బాత్రూమ్కి బలి చేసి నువ్వు హాయిగా ఇక్కడ కూర్చున్నావా అబ్బా నా సంగతి సరే ఆ బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అవును సార్ పాపం వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉందో ఎలా ఉంటామేంటి అమృతం డిఫరెంట్గా ఉందని నాకంటే ఎక్కువ లాగించారు కదా అయితే వాళ్ళు మీకనే ఎక్కువ రన్నింగ్ చేస్తుంటారు అమృతరావు అదే కనుక జరుగుంటే నిన్ను అబ్బా అయినా నీతో నాకేంట్లే కొరివితో కడుపు నీకు టెంపరీ రిటైర్మెంట్ స్కీమ్ కాదు నిన్ను టోటల్గా డిస్మిస్ చేసేస్తున్నాను from now you are are చూసారా మీరు అనాలనుకున్న సెంటిమెంట్ గా మాట అనలేకపోతున్నారు యు ఆర్ డిస్మిస్డ్ డిస్మిస్ మేము నిన్ను డిస్మిస్ చేస్తున్నాం నిన్ను కూడా అదేం సార్ మీరు అమెరికా వెళ్ళలేదా అమెరికా ఏం కర్మ గంటకు పది సార్లు ఫారెన్ కి వెళ్ళొస్తున్నారు మళ్ళీ మొదలైనట్టున్నాయి సార్ అది ఎక్కడో ఏదో చిన్ని కన్ఫ్యూజన్ ఒరే అమృతం అమృత మీ బాస్ ఎప్పుడు వచ్చాడు ఇదేంటి గజంలో పడుకున్నాడు మన హోటల్ కోసం క్యాటరింగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు రా శాంపిల్ గా ఇంత తిని ఎమోషన్ ఫీల్ అయ్యాడు ఎమోషన్ అంటే గుర్తొచ్చిందిరా పొద్దున్న నీకు చెప్పడం మర్చిపోయా ఆ అప్పాజీ గారికి బుద్ధి చెప్పాలని వాడికి మోషన్స్ రావాలని నేను గజ విరేజ్ తెచ్చా అది నెయ్యి గిన్నెలో పోసింది నువ్వేనా నా కొంప ముంచవు కదరా అంజిగా ఒరేయ్ మీ ఇద్దరు వల్ల నా ఉద్యోగం ఫ్లష్ కొట్టుపోయింది కదరా నాకు మళ్ళీ ఫ్రెష్ ఉద్యోగం దొరికే వరకు నేను ఇక్కడే ఈ క్యాష్ కౌంటర్లోనే కూర్చుంటాను ఒరేయ్ ఆల్రెడీ బేవర్స్గా తినేవాడు ఒకడున్నాడు ఇప్పుడు రెండో వాడు తగలంటాడు అప్పాజీ గారి బెల్ట్ పెద్దదే గాని పొట్ట చిన్నది ఇది బాణ పొట్ట ఆడికి ఏ బెల్ట్ సరిపోతుందిరా ఇన్న ఇన్న <laughs> <laughs>